నాలుగు ఎకరాలు ఇగో ఇదే పరిస్థితి చెప్పాలి లక్ష్మణ్ ఏం లేదు కొడుకు బిడ్డ గరిబిగాళ్ళం పైకి వెళ్ళేసుకొని బతుకుతుంది పనికి వేయండు గవర్నమెంట్ పనికి వేయండి వచ్చి ఉండి వెళ్ళి ఇందాగి ఉండి ఎన్ని ఎకరాలు వేసిరమ్మా గవర్నమెంట్ పైన పోయిండి వచ్చిండు నేనే కాకుండా ప్రజలందరి కూడా చాలా నష్టపోయింది మీరు కూడా మాకు రైతులకు ఏమైనా సహకారం చేసి ఆదుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాం ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఏదన్నా ఇచ్చారనుకో టీఆర్ఎస్ లో కూడా చెక్కదనుకో ఒకవేళ మీరు కూడా ఏమి మాట్లాడి ఏదైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్ అదొకటి చాలా చాలా ఆపదలో ఉన్నటువంటి రైతులు నాకు సార్ పది ఎకరాలు మా దాంట్లో ఒక్క ఇత్తు కూడా లేదు సార్ ఒక ప్రాంతాన పోయి ఒక ప్రాంతాన పోలే అట్లున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వడగల వానల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి ఇట్లా బాధ్యతలు తెలుసుకోవడానికి మన కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గం తిరగడం జరిగింది ఈరోజు ఈ సిరిసిల్ల నియోజకవర్గం లేలారిపేట గంభీరాపేట మండలాలు తిరగడం జరుగుతున్నది ఇంకా మనం చూస్తాం ఇప్పుడంగా మీరందరూ చూశారు తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్నారు ప్రకృతి అంటే పగబట్టి వర్షాల మీద వర్షాలు అనేక ఈ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న తీరు తీరు మనం చూస్తున్నాం ఇప్పుడే బాబు చెప్పిండు పాపం ఆయన ఆవేదన అంతా చెప్పిండు ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులను కదిలిస్తే కండిలే మొన్న పర్యటించినప్పుడు కానీ ఈరోజు పర్యటిస్తే కూడా మొత్తం పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఒక కుప్పాడు ఒక పిడికాడు వడ్డు కూడా మిగిలే పరిస్థితి లేదు ఇవాళ సిరిసిల్ల జిల్లాలో నాకు తెలిసి దాదాపు లక్ష డెబ్బై వేల ఎకరాలు సాగు జరిగి సాగింది దానిలో సగం పంట నష్టపోయింది సగం కంటే ఎక్కువ నష్టపోయారు ఈ అధికారులు అధికారులు ఏం చేస్తారంటే ఏ ఎంత నష్టపోయింది పంతొమ్మిది వేల ఎకరాలు నష్టపోయింది ఒక పదిహేడు వేల రైతు కుటుంబాలు నష్టపోయింది రైతులు నష్టపోయారు అంతే అని చెప్పి అధికారులు ఫీల్డ్ మీద కోరాలు ఫీల్డ్ మీద కోరు ఫీల్డ్ విజిట్ చేయరు ఒక ఫీల్డ్ విజిట్ చేసినా కూడా అధికారులు కరెక్ట్ రిపోర్ట్ వస్తారు సస్పెండ్ కరెక్ట్ రిపోర్ట్ రాకుండా సస్పెండే వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి నిన్న రాత్రి అధికారులు సస్పెండ్ చేసినట నిన్న ఫీల్డ్ విజిట్ సస్పెండ్ చేసినట మరి కేసీఆర్ సార్ ఎవరు సస్పెండ్ చేయాలి ఢిల్లీలో ఏం బికారని ఢిల్లీ పోయినావు అంత ముందు అంత కుంభ మునిగే పని ఏముంది నీకంటే ఢిల్లీ ఆఫీస్లో ఢిల్లీ ఆఫీస్ వస్తే ప్రారంభోత్సవం ఉంటాడు బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టడం ఒకసారి అంటాడు ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు ఏడుస్తున్నారు రైతులు ఆడు వేయండి ఆడికి అప్పుడు ఆ రామాడికి వచ్చాడు రేపే నెక్స్ట్ అందరి అకౌంట్లో చూసుకొని అకౌంట్లో పడతాయి పదివేల రూపాయలు నష్టపోయిన రైతు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వేస్తా అని చెప్పన్నాడు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తున్నా చెప్పన్నాడు దాదాపు ఐదు లక్షల ఎకరాలు నష్టపోయారు దాన్ని ఏం చేసిండు రెండు లక్షల యాభై వేల రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలు నష్టపోయారని చెప్పన్నాడు మళ్ళీ మొన్న ఏం చేసిండు దాన్ని మళ్ళీ తగ్గించాడు మళ్ళీ తగ్గించి లక్ష యాభై వేల ఎకరాలే నష్టపోయినాయి నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు అవి ఇవి అవి లేవు అతి లేదు గతి లేదు ఒక్క రూపాయి ఒక్క ఒక్క రూపాయి ఒక్కల కోట్ల వల్లే పదివేల రూపాయలు వేస్తా అని చెప్పి ఒక్క అకౌంట్ వాళ్ళే నేను మొన్న చెప్పిన ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వస్తే అది తూచా తప్పకుండా అమలు జరగాలి ఇంకా పంజాబ్ చెక్లు ఇస్తే గవే చేయలేదు చెక్కులు ఇప్పుడు గిన్నెరోలా రైతులు ఏడుస్తున్నారు వర్షాలు పడుతున్నాయి ఒక్కొక్క ఒకసారి తిరిగి పోయాడు మళ్ళీ కథ లాపతలేదు మళ్ళీ పోయాడు ఇవాళ ఈ ప్రభుత్వం మీరు దాదాపు డెబ్బై వేల మంది రైతులు చనిపోయారు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం డెబ్బై వేల మంది రైతులు చనిపోయారు ఆత్మహత్యలు నెంబర్ వన్ వీళ్ళు ఏమైంది లాస్ట్కు అధికారులు ఇబ్బంది పడుతున్నారు రైస్ మిల్లర్లు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఏం చేయాలి ప్రభుత్వం కొను నువ్వు గోడలు పెట్టుకో కొను తర్వాత మాట్లాడుకో టెండర్ పెట్టుకుంటాం ఏం కూడా తర్వాత రైతులు తర్వాత చూసుకోండి సంగతి తెలుసుకో ఫస్ట్ రైతుల దగ్గర కొను ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల కొనుగోలు ప్రార కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు ప్రారంభించాలి ఎందుకంటే లోకల్ లీడర్ రావాలనే కొబ్బరికాయ కొట్టాలి కొనుగోలు పక్కా ప్రారంభిస్తే ఒక ముప్పై శాతం రైతులు నష్టపోయే వాళ్ళు కాదు ముప్పై శాతం రైతులు నష్టపోయే కాదు కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయ కొట్టారు కానీ కొనుగోలు ప్రారంభం కాలే ఇప్పుడు అంటే రైస్ వాళ్ళు కొట్టలేరు వాళ్ళు అంటారు ప్రభుత్వం కొంటుందని వెళ్ళటారు ఇక దాని కోతలు ఇక చాలు తరుగంటారు తేమంటారు అన్ని రకాలుగా బొరికలు అసలు నీ నీ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బంది వర్షాలు అనుకోకుండా పడ్డాయి కావచ్చు అది వేరే విషయం చెప్పి రాలే కావచ్చు అదే విషయం అది వేరే విషయం కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉందా లేదా నీకు నువ్వు కొనుగోలు సకాలంలో ఎందుకు ప్రారంభించలే ఈసారి మళ్ళీ ఎకరానికి అదనంగా దాదాపు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టారు పురుగు వస్తుందని దోమ వస్తుందని చెప్పి కోత చేయడం కోచడం కూడా రాష్ట్రకు మందు కొట్టారు ఇరవై వేలు ముప్పై ఎక్స్ట్రా ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు సార్ పెట్టుబడి ఇవాళ కౌలు రైతుల బాధలు ఇక్కడ చూసినాం చాలా మంది కౌలు రైతులే ఇక కౌలు రైతుల బాధలు అయితే ఏడుస్తున్నారు పాపం వాళ్ళు ఇప్పుడు కౌలుకి ఇచ్చాను ఆయన కూడా నువ్వు పెట్టుబడి నష్టమే అమ్ముదామంటే ఏం లేదు పంట చేతి రాదు అది వర్షాలతో మొత్తం నాశనం కనీసం వాళ్ళ గురించి మాట్లాడాడు ఏ మాట్లాడాడు ఈసారి ఎన్నికల సంవత్సరం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మీకు ఒక రూపాయి ఇచ్చినానే ఎనిమిది సంవత్సరాల ఏ జాతర పది సార్లు వర్షాలు పడతాయి ఆ నివేదిక మూడు రకాలు ఉంటుంది ఆయన నోటీస్ ఒక మాట వస్తుంది అధికారులు పంపేయడానికి ఒక మాట ఉంటుంది అధికారులు నివేదిక ఇచ్చేయడానికి ఒక మాట ఉంటుంది నష్టపరి అనౌన్స్ చేసేయడానికి ఇచ్చేవాడు అనౌన్స్ చేసేటప్పుడు ఇయ్యాడు అనౌన్స్ చేసేటప్పుడు ఇంకో ఇంకో రకంగా ఉంటుంది లాస్ట్ తీరా వస్తే ఈ ఎనిమిది సంవత్సరాల ఒక్క సంవత్సరం కూడా ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు